Hello viewers welcome to achievers academy so చాలామంది విద్యార్థులు మనల్ని అడుగుతున్నారు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయట్లేదు ఏంటి అని so we thought of updating weekly so ప్రతి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ ఈ వారం నుండి మేము మీకు అందించబోతున్నాం ఎందుకంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్కి సంబంధించిన current affairs already everyday current affairs రూపంలో మన ఛానల్లో ఉన్నాయన్నమాట ఓకే సో నార్మల్గా ఈ డిసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి ఆథర్ ఒక పుస్తకం ఇనాగరేట్ చేస్తూ ఉంటాడు అవునా అంటే నెలకి దాదాపు ముప్పై పుస్తకాలు ఇనాగరేట్ అవ్వబడతాయి మరి సంవత్సరానికి థర్టీ ఇంటూ ట్వెల్వ్ మూడు వందల అరవై పుస్తకాల పేర్లు మనం గుర్తుపెట్టుకోగలమా సో ఇలాంటి ఇర్రిలవెంట్ కంటెంట్ని ఫిల్టర్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ కంటెంట్ని అంటే ఒక వారంలో జరిగిన ఇంపార్టెంట్ కంటెంట్ని వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ లోపల అందించే ఉద్దేశంతో ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఓకే సో ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్లో ముఖ్యంగా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మనం భావిస్తామో వాటిని మాత్రమే ఇందులో డీల్ చేయబోతున్నాం okay so irrelevant information so ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రిమెంబర్ చేసుకోవడానికి లేదా కరెంట్ అఫైర్స్ని చదవడానికే మనం గంట స్పెండ్ చేస్తే uh, నెలకి ముప్పై గంటలు ఆ తర్వాత సంవత్సరానికి మూడు వందల అరవై గంటలు కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రం మీద స్పెండ్ చేయాల్సి అవసరం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి కష్టాలను మనము కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ముఖ్యంగా సో కరెంట్ అఫైర్స్ని ఈ విధంగా చదివితే అవి మనకు గుర్తుండవు అవునా సో ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడం కోసం సింప్లిఫై చేయడం కోసం వీక్లీ కరెంట్ అఫైర్స్ని మనం స్టార్ట్ చేయడం జరిగిందనమాట so every Saturday weekly current affairs video will be updated and then the next day అంటే సండే రోజు ఆ వీక్లీలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నిటి మీద ఒక క్విజ్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట okay so Saturday the video will be uploaded and ఆ వీడియోలో ఉన్న టాపిక్స్ పైన Sunday quiz will be conducted a live quiz right so I hope you like this initiative and you encourages so first వారంలో జరిగిన ముఖ్య సమాచారం తెలుసుకుందాము ఫస్ట్ మనకి plastic mixed hand made paper so ఇటీవల మనకి కేవీఐసి అంటాం కేవీఐసి అంటే ఏంటి khadi and village industries commission khadi and village industries commission so ముఖ్యంగా చేనేత్ర వస్త్రాలు లేదా ఖాదీ వస్త్రాలు అండ్ గ్రామాల్లో ట్రెడిషనల్గా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిజినెస్ని లేదా అంతరించిపోతున్న ఈ హస్తకళల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం భారతదేశ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఆర్గనైజేషనే KVIC khadi and village industries commission so nineteen fifty సిక్స్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ కేవీఐసిని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇటీవల కేవీఐసి ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ని రూపొందించింది okay plastic mixed handmade paper so దీంట్లో మనకి దాదాపు సెవెంటీ పర్సెంట్ డీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉంటుంది కదా సో మళ్ళీ రీసైకిల్ చేయబడే ప్లాస్టిక్ని దాన్ని రీసైకిల్ చేసి అందులో thirty percent paper pulp paper పల్ప్ని కలిపి ప్లాస్టిక్ మరియు పేపర్ పల్ప్ ద్వారా ఈ పేపర్ని ఉత్పత్తి చేశారు అండ్ ఇటీవల ఈ plastic plastic mixed hand made పేపర్కి ఇటీవల ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లభించాయన్నమాట ఓకే సో ఒకసారి చూడండి the patent certificate was issued to KVIC's Kumarappa national hand made paper institute Jaipur so జైపూర్లో ఉన్న Kumarappa national hand made paper ఇన్స్టిట్యూట్కి ఇటీవల ఈ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్కి పేటెంట్ లభించిందన్నమాట సో వీటినే మనం ఐపీఆర్ అంటాం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సో మామూలుగా ట్రేడ్ మార్క్స్ కానివ్వండి కాపీ రైట్స్ కానివ్వండి పేటెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కిందికి వస్తాయి మేధా సంపత్తి హక్కులు అంటాం కదా సో ఇటీవల ఈ ప్లాస్టిక్ మిక్స్డ్ పేపర్కి కూడా ఐపీఆర్ అంటే పేటెంట్ హక్కు లభించిందన్నమాట అందుకే ఇది వార్తల్లో నిలిచింది సో ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ని ప్రాజెక్ట్ రీప్లాన్లో భాగంగా రూపొందించారు సో ప్రాజెక్ట్ రీప్లాన్ గుర్తుపెట్టుకోండి most important reducing plastic from nature reducing plastic from nature replan అంటే సో అసలు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు project replan is associated with అంటే ప్లాస్టిక్ని తగ్గించడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్నే మనం ప్రాజెక్ట్ రీప్లాన్ అని అంటామన్నమాట ఓకే సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి most important plastic mixed hand made paper ఆ తర్వాత కేవీఐసి ఇంకో రకంగా కూడా వార్తల్లో నిలిచింది ఒకటి plastic mixed hand made paper అయితే ఇంకొకటి ఇటీవల కేవీఐసి బేబీ డైపర్స్ని ఓకే బేబీ డైపర్స్ని రూపొందించింది బేబీ డైపర్స్ సో చిన్నపిల్లలు అంటే బిలో టూ ఇయర్స్ పిల్లలకి డైపర్స్ని కూడా రూపొందించింది కేవీఐసి అదేవిధంగా use and throw slippers use and throw స్లిప్పర్స్ని కూడా రూపొందించింది అనమాట సో ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకోండి KVIC it is a statutory organisation అంటే ఒక చట్టబద్ధ సంస్థ ఒక చట్టం ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని మనం స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అంటాము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు ఓకే సో కేవీఐసికి సంబంధించి ఇది ఆ తర్వాత వివోసి పోర్ట్ ట్రస్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే వివోసి పోర్ట్ ట్రస్ట్ దీన్నే ఇంతకుముందు ట్యూటీ కారిన్ పోర్ట్ అనేవాళ్ళం okay so VOC port trust లేదా చిదంబరం పోర్ట్ అని కూడా దీన్ని అంటారు ఎక్కడుంది ఇది తమిళనాడులోని ట్యూటీ కారిన్లో ఉంది ట్యూటీ కారిన్లో ఉంది అసలు ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే it has become become the first major port in the country to deploy e-cars అంటే ఎలక్ట్రానిక్ కార్లను ఎలక్ట్రానిక్ కార్లను వాడకంలో తమ పోర్టు వ్యవహారాల్లో వాడకంలోకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి పోర్ట్ విఓసి పోర్ట్గా నిలిచిందనమాట ఓకే సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడుంది ఇది ఈ వివో పోర్ట్ లేదా దీన్నే మనం చిదంబరం పోర్ట్ అంటాము లేదా ట్యూటీ కారిన్ పోర్ట్ అని కూడా ఇంతకుముందు పిలిచేవారు క్లియర్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకి ఏ ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సీ పోర్ట్స్ని కూడా క్రమక్రమంగా అంటే రెండు సంవత్సరం కల్లా టూ థౌజండ్ థర్టీ కల్లా ఇక్కడ వాహన కాలుష్యం వీటన్నిటిని తగ్గించడం కోసం ఈ ముఖ్యంగా ఈ కార్లను ప్రవేశపెట్టారు విఓసి పోర్టులో ఓకే సో పోర్టులను కూడా ఒక విధంగా సస్టైనబుల్గా మార్చడం అక్కడ కాలుష్య ఉద్గారాలను తగ్గించడం కోసం ఏం మ్యారిటైమ్ ఇండియా విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఈ ఈ కార్ల విధానాన్ని ప్రవేశపెట్టింది చిదంబరం పోర్ట్ లేదా ట్యూటికారిన్ పోర్ట్ ఎక్కడుంది తమిళనాడులో ఉంది ఓకే ఆ తర్వాత మనకి రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ లా సో అసలు ఈ రెట్రోస్పెక్షన్ అంటే ఏంటి గతంలో ఉన్న అంశం అని అర్థం సింపుల్గా ఓకే సో రెట్రోస్పెక్షన్ అంటే ఏంటి గతానికి సంబంధించింది అని అర్థం సో మనకి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనే దాన్ని తొలగించారు ఓకే సో మరి రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అంటే ఏంటి సపోజ్ నేనే ఉన్నాను అవునా సో నేను దేశంలో ఒక చట్టం అమల్లోకి రాకముందు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి ఓకే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీలో కానీ ట్వంటీ ట్వంటీ వన్లో చట్టం అమల్లోకి వచ్చింది సో ఇప్పుడు నా బిజినెస్కి ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన వచ్చిన చట్టం ఓకే ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన చట్టాన్ని బేస్ చేసుకొని ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయిన నా బిజినెస్ మీద మీరు పన్ను విధించలేరు ఓకే సో ఎందుకంటే మీ చట్టం రావడం కన్నా ముందే నా బిజినెస్ స్టార్ట్ అయింది కానీ మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం యాక్ట్ తీసుకొని వచ్చిన చట్టాన్ని నా ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ మీద రుద్దుతున్నారు సో దీన్నే మనం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అని అంటాం సో గత కాలానికి సంబంధించిన బిజినెస్ మీద విధించే ట్యాక్స్ ఓకే సో ముఖ్యంగా ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనే దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న పీచ్ ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండులో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట సో ముఖ్యంగా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనగానే మనకి ముఖ్యంగా వోడాఫోన్ కంపెనీ విషయం గుర్తొస్తుంది ఓకే సో వోడాఫోన్ కంపెనీ రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో మాల్దీవుల్లో కొన్ని ఆస్తులను కొనిందనమాట ఓకే సో మీరు మా దేశంలో బిజినెస్ చేస్తూ మాకు ట్యాక్స్ కట్టకుండా మీరు మాల్దీవ్స్లో ఆస్తులు ఎలాగుంటారు సో మీరు టూ థౌజండ్ సెవెన్లో జరిపిన ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే భారతదేశ ప్రభుత్వానికి తెలియకుండా జరిపిన ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్కి మీరు పన్ను కట్టాలి అని చెప్పేసి టూ థౌజండ్ ట్వెల్వ్లో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ని ప్రవేశపెట్టారన్నమాట ఓకే సో మేము ఎప్పుడో టూ థౌజండ్ సెవెన్లో చేసిన ఆర్థిక లావాదేవీకి టూ థౌజండ్ ట్వెల్వ్ చట్టం ఎలా వర్తిస్తుంది అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది వోడాఫోన్ okay so ఈ Vodafone case most important it deals with retrospective taxation so supreme court కూడా ఏం చెప్పింది అసలు ఈ సంస్థ రెండు వేల ఏడులో చేసిన బిజినెస్ వ్యవహారానికి రెండు వేల పన్నెండులో అమల్లోకి తీసుకొని వచ్చిన చట్టం ఎలా వర్తిస్తుంది మీరే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రివర్స్ లీగల్ ఎక్స్పెన్సెస్ ఫైన్ల కింద వోడాఫోన్ కంపెనీకి పన్ను చెల్లించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది సో ఈ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ వల్ల భారతదేశానికి వచ్చే పెట్టుబడులు ఫారెన్ కంపెనీలు రావడం మానేశాయి అందుకోసమని ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ని మేము తొలగిస్తున్నాము అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు so most important retrospective tax గత కాలానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీపై విధించే ట్యాక్స్ని ఏమంటాం మనం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అని అంటాం సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇంట్రడ్యూస్ చేశారు క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనందరికీ తెలుసు August seventh national handlooms day okay so ఈ వారంలో ఉన్న కొన్ని ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన రోజుల్లో August seventh national handlooms day so అసలు దీన్ని నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం this is the key point so August ఏడున నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అసలు ఎందుకు దేనికి గుర్తుగా నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఇదే August seventh nineteen nought five okay so most important nineteen nought five August సెవెంత్న ఏం జరిగింది స్వదేశీ ఉద్యమం swadeshi movement swadeshi movement started on this date August seventh nineteen nought five అందుకే దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఏడుని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తామో నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా సెలబ్రేట్ చేస్తామన్నమాట right now coming on to next important point so ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా కోరల్ రీఫ్స్ అంటాము లేదా తెలుగులో వీటినే మనం ప్రవాల భిత్తికలు అంటాం ఏమంటాము ప్రవాల భిత్తికలు సో ఇటీవల థాయిలాండ్ దేశం వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ముఖ్యంగా ఈ థాయిలాండ్ దేశానికి టూరిజం సో ముఖ్యంగా Thailand is mainly famous for their beaches right so beach టూరిజంకి చాలా ఫేమస్ థాయిలాండ్ సో మన పూరి జగన్నాథ్ కూడా ఉంటాడు కదా ఏదైనా స్టోరీ కోసం థాయిలాండ్కి వెళ్ళి నేను స్టోరీ రాస్తా అని చెప్తాడు అవునా సో అవన్నీ పక్కన పెడితే మనకి ముఖ్యంగా థాయిలాండ్ బీచ్ టూరిజంలో భాగంగా వచ్చే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సన్స్క్రీన్స్ ఓకే సో ఇప్పుడు ఆ బీచ్లోకి వెళ్ళే ముందు సన్స్క్రీన్స్ బాడీ లోషన్స్ ఇవన్నీ రాసుకొని బీచ్లోకి వెళ్తారు సో ఇప్పుడు ఆ బీచ్ వాటర్ వీళ్ళకి తగిలిన తర్వాత ఆ సన్స్క్రీన్ కానీ లోషన్స్ కానీ అన్నీ సముద్రపు నీళ్ళల్లో కలిసిపోతాయి వీటి వల్ల కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది అంటే ఈ ప్రవాల బతికలు ఒక విధంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది సో ఈ సన్స్క్రీన్స్లో లోషన్స్లో ఉన్న ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా సముద్రంలో నివసిస్తున్న ఈ ప్రవాల బిత్తికలకి లేదా కోరల్ రీఫ్స్కి హాని చేస్తున్నాయని చెప్పేసి ఇటీవల <clears throat> థాయిలాండ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే బ్యాన్ చేసిందనమాట సో సముద్రంలోకి ఎవరైతే టూరిస్టులు ఈ సన్ స్క్రీన్లు లోషన్లు పెట్టుకొని వస్తారో వాళ్ళను బ్యాన్ చేసిందనమాట ఓకే సో ఈ సన్ సన్ స్క్రీన్ల వాడకం లోషన్ల వాడకం చేసుకొని లేదా వాటిని పూసుకొని సముద్రంలోకి రావద్దు అని ఇటీవల థాయిలాండ్ దేశ ప్రభుత్వం బ్యాన్ని విధించింది ఓకే సో ఇది అతిక్రమించిన వాళ్ళకి దాదాపు రెండు వేల ఒక ఒక వంద పౌండ్ల ఫైన్ని కూడా విధించడం జరుగుతుంది అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో తమ దేశంలో ఉన్న ప్రవాల బిత్తికలను కాపాడుకోవడం కోసం ఇటీవల బ్యాన్ని విధించిన దేశం ఏది థాయిలాండ్ వేటి మీద బ్యాన్ని విధించింది సన్స్క్రీన్ల పైన లోషన్ల పైన right now coming on to next important topic so ఇక్కడ మనకు కనిపిస్తున్న మనకు కనిపిస్తున్న ఈ అంశం ఏదైతే ఉందో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూగా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంపార్టెంట్ అవుతుంది సో అసలు ఏంటి ఇది కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏ ఇంపార్టెంట్ అవుతుంది అంటే దీని పేరే గురుద్వారా తాలా సాహిబ్ ఓకే గురుద్వారా తాలా సాహిబ్ ఇది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక గురుద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక గురుద్వారా ఇటీవల మనకు ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్లో మెల్లిమెల్లిగా తాలిబన్లు విస్తరిస్తున్నారు అండ్ ఈ ముఖ్యంగా ఈ తాలిబన్లు చేసేదేంటి అంటే అక్కడ ఉన్న ఇతర పర్వతాల ఆలయాలను కూలగొట్టడం సో మనకి ముఖ్యంగా బుద్ధుడి యొక్క లార్జెస్ట్ విగ్రహాలు వీటినే మనం బామియాన్ బుద్ధులు అంటాం ఓకే సో బామియాన్ బుద్ధ విగ్రహాలను కూడా తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు అదేవిధంగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ గురుద్వారా పేరు గురుద్వారా తాలా సాహిబ్ రైట్ సో ఈ గురుద్వారా తాలా సాహిబ్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫ్లాగ్ ఏదైతే ఉందో ఓకే ఆ గురుద్వారా పైన ఉన్న ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని తాలిబన్లు పీకి పారేశారు అంటే అక్కడ ఉన్న సిక్ కమ్యూనిటీ యొక్క మనోభావాలను రెస్పెక్ట్ చేయకుండా సో అందుకే గురుద్వారా తాలా సాహిబ్ ఎక్కడుంది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి this historical gurudwara was visited by Guru Nanak Dev okay so సిక్కు మతాన్ని ప్రారంభించిన గురు నానక్ ఎవరైతే ఉన్నారో ఈ గురుద్వారాన్ని కూడా విజిట్ చేశాడు అదేవిధంగా మనకి పాకిస్తాన్లో ఇంకో గురుద్వారా చాలా ఇంపార్టెంట్ ఏంటది Kartarpur Sahib gurudwara Kartarpur Sahib so last year కాకుండా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ కర్తార్పూర్ సాహిబ్ అనేది వార్తల్లో నిలిచింది ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి right now coming on to next important topic so మనకి దాదాపు లోవర్ కోర్టులు సబార్డినేట్ కోర్టులు అంటే డిస్టిక్ కోర్ట్స్ అదేవిధంగా సబ్ డివిజనల్ కోర్టులు మెట్రోపాలిటన్ కోర్టులు ఇవన్నీ కూడా లోవర్ కోర్ట్స్ అంటాం మనం సో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ చిన్న తరహా కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయంట అంటే nearly four crore cases nearly నాలుగు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి so who is the central law minister comment it in the comment section so ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆ విషయాన్ని వెల్లడి చేశాడు ఓకే సో ముఖ్యంగా ఈ డేటా అంతా ఎక్కడ మనకు అవైలబుల్గా ఉందంట అంటే national judicial data grid so ఈ నేషనల్ జుడిషియల్ అంటే న్యాయ సేవలకు సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అన్నమాట దీన్నే మనం నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ ప్రస్తుత లెక్కల ప్రకారం లెక్కల ప్రకారం ముప్పై జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయంట అంటే నియర్లీ ఫోర్ క్రోర్స్ సో ఎంత exact figure three crore ninety three lakh twenty one thousand six nought seven cases are pending in lower courts అని ఈ నివేదిక చెప్తుందన్నమాట ఓకే సో గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత దీంట్లో ముఖ్యంగా over one crore are civil cases so civil కేసులు ఒక కోటికి పైగా ఆ తర్వాత మూడు కోట్ల కేసులు దాదాపు క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి సో అందుకే మనకి లోక్ అదాలత్ ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఎందుకు చేస్తారు సో ఈ కోర్టుల పైన భారం తగ్గించడం కోసం ఓకే సో కోర్టులు ప్రతి ఒక్క కేసుని డీల్ చేసుకుంటూ పోవాలంటే వెయ్యి సంవత్సరాలు అవుతుంది అందుకే ఈ కేసుల యొక్క ఫాస్ట్ ఈ కేసులను వేగవంతం చేయడం కోసం ఈ కేసు సాల్వింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం లోక్ అదాలతులు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాయి కోర్టులు అవునా సో లోవర్ కోర్టులలో దాదాపు నాలుగు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అని ఇటీవల నివేదిక విడుదల చేసింది అండ్ ఈ డేటాను ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే నేషనల్ జుడిషియల్ డాటా గ్రిడ్ నుండి తీసుకున్నారు right now coming on to another important point so ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి సో ఈ గ్లేసియర్ పేరు ఏంటంట అంటే పెన్సిల్ లుంపా గ్లేసియర్ ఏమంటున్నాం పెన్సిల్ లుంపా గ్లేసియర్ సో మనందరికీ తెలుసు నార్మల్గా climate change is happening right so ప్రపంచమంతా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి అండ్ ఇటీవల మనకి ఐపీసీసీ సిక్స్త్ అసెస్మెంట్ రిపోర్ట్ కూడా ప్రకటించింది అండ్ ఈ రిపోర్ట్లోనే దాదాపు భారతదేశంలో ఉన్న కొన్ని తీర నగరాలు ముంబై విశాఖపట్నం కొచ్చి ఇవన్నీ కూడా మునిగిపోతాయి రానున్న యాభై ఏళ్లలో అని కూడా ఈ కమిటీ నివేదిక చెప్తుంది సో ఇటీవల మన మారుతున్న ఈ వాతావరణం వల్ల ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లడాక్లోని జన్స్కార్ లోయలో ఉన్న హిమాలయాలు ఈ హిమాలయాల్లో ఒక హిమనీ నదం గ్లేసియర్ అంటే ఏంటి హిమనీ నదం అని అంటాం సో ఈ పెన్సిల్ లుంపా గ్లేసియర్ భారతదేశంలో జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల లడాఖ్లో ఉన్న ఈ పెన్సిల్ లుంపా గ్లేసియర్ అనేది క్రమక్రమంగా కరిగిపోతుంది ఓకే క్రమక్రమంగా కరిగిపోతుంది అని ఇటీవల రీసెంట్గా ఒక స్టడీ చెప్తుందన్నమాట సో ఈ స్టడీని కండక్ట్ చేసింది ఎవరు అంటే Wadia institute of Himalayan geology Wadia institute of Himalayan geology ఇటీవల ఒక స్టడీని చేసింది అండ్ ఆ స్టడీలో భాగంగా మనకి పెన్సిల్ లుంపా గ్లేసియర్ ఎక్కడుంది లడాక్లో ఉంది ఏ లోయలో ఉంది జన్స్కార్ వ్యాలీలో ఉంది జన్స్కార్ లోయలో ఉంది ఓకే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి పెన్సిల్ లుంపా గ్లేసియర్ ఎక్కడుంది మెయిన్గా లొకేషన్ మనకి ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత మనకి PM Daksh so PM Daksh ఇటీవల ఈ పిఎం దక్ష్ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ విడుదల చేశారు ఎవరు అంటే కేంద్ర న్యాయ కేంద్ర ministry of social empowerment ministry of social empowerment and justice న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ యాప్ని విడుదల చేసింది దీన్నే మనం పిఎం దక్ష్ అని అంటామన్నమాట ఓకే సో అసలు ఈ పిఎం దక్ష్ అంటే ఏంటి ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి సో ఇవన్నీ పక్కన పెడితే ఈ అబ్రివేషన్ని గుర్తుపెట్టుకోండి పిఎం దక్ష అంటే ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్ హితగ్రాహి సో ముఖ్యంగా ఇది ఏంటి అంటే నైపుణ్యాలు పెంచడం ఓకే సో నైపుణ్యాలు పెంచడం వాళ్ళకు నైపుణ్యాలు పెంచిన తర్వాత నైపుణ్యాలు పెంచిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పిఎం దక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట okay so it ensures availability of all information related to skill development at one place for scheduled castes backward classes and safai karmacharis okay so ముఖ్యంగా ఈ పిఎం దక్ష్ మొబైల్ అప్లికేషన్ యొక్క అవసరం లేదా దీని ద్వారా ఎవరు లబ్ధి పొందనున్నారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లకు చెందిన బ్యాక్వర్డ్ క్లాస్లకు చెందిన అండ్ సఫాయి కర్మచారులకు చెందిన సో ముఖ్యంగా నైపుణ్యాలు స్కిల్ డెవలప్మెంట్ అంటాం కదా సో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని విషయాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఈ పిఎం దక్ష్ మొబైల్ అప్లికేషన్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది అంటే ministry of social justice and empowerment ministry of of social justice and empowerment దీన్నే తెలుగులో సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అని అంటాం సో తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఈజీగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ministry of social justice and empowerment right so PM Daksh portal ముఖ్యంగా ఎస్సీలు అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసులు అండ్ సఫాయి కర్మచారీలకు సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ సో వాళ్ళకి ఎలాంటి నైపుణ్య రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా అన్నీ కూడా ఈ పిఎం దక్ష్ పోర్టల్లో అవైలబుల్గా ఉంటాయి clear now coming on to next important topic in the news so ఇటీవల సరళ తక్రాల్ వార్తల్లో నిలిచింది ఓకే ఎందుకు అంటే గూగుల్ ఈవిడ ఈవిడ స్మారకార్థం లేదా ఈవిడని గుర్తు చేసుకుంటూ తమ డూడుల్ని సో మామూలుగా మీరు గమనిస్తే గూగుల్ ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క డెత్స్ కానీ లేదా వాళ్ళ యొక్క జన్మదినాలప్పుడు వాళ్ళని గుర్తు చేస్తూ వాళ్ళ లోగోని మార్చేస్తుంది అవునా ఇటీవల సరళ తక్రాల్ని గుర్తు చేస్తూ సరళ తక్రాల్ని గుర్తు చేస్తూ ఒక డూడుల్ని డెడికేట్ చేసింది గూగుల్ ఓకే సో ఆమె యొక్క నూట ఏడవ నూట ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని గూగుల్ సరళా తక్రాల్ని గుర్తు చేసుకుంటూ ఒక డూడుల్ని డెడికేట్ చేసింది మరి ఎవరు ఈ సరళా తర్కాల్ అంటే she is the first Indian woman to fly an aircraft she is the first Indian woman to fly an aircraft most important point clear అదేవిధంగా ఈవిడ వరల్డ్ వార్ టూ సమయంలో కూడా తమ ఎయిర్ప్లేన్ సేవలు అందించింది అనమాట పైలట్గా సేవలు అందించింది సరళ తక్రాల్ సో ఈవిడ కృషిని గుర్తు చేస్తూ ఈవిడను గుర్తు చేసుకుంటూ వన్ నాట్ సెవెంత్ బర్త్ యానివర్సరీని గుర్తు చేసుకుంటూ గూగుల్ ఇటీవల ఒక డూడుల్ని డెడికేట్ చేసింది సరళ తక్రాల్కి right now coming on to next important topic blue book on climate change so అసలు ఈ బ్లూ బుక్ అంటే ఏంటి ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న దేశం ఏంటి చైనా రైట్ సో చైనా దేశం తమ దేశంలో తమ దేశంలో జరుగుతున్న వాతావరణ మార్పులు సో ముఖ్యంగా చైనాలో ట్వంటీ ట్వంటీ వన్లో చైనాలో ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన భయంకరమైన వరదలు వీటిని మనం హెనాన్ ఫ్లడ్స్ అని అంటాం అవునా సో చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో ఇటీవల వరదలు వచ్చాయి అండ్ ఇది చైనాకు ఒక విధంగా అసలు చైనా దేశం అప్పటి నుండి ఆవిర్భవించినప్పటి నుంచి చైనాలో అతి భారీ వరదలు ఈ హెనాన్ వరదలు ఓకే సో ఈ హెనాన్ వరదలు ముఖ్యంగా వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ వల్లనే సంభవించాయి అని ఇటీవల మనకి చాలా నివేదికలు చెప్తున్నాయి అన్నమాట సో దానిపై అంటే ఇకపై చైనా యొక్క పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి ఇక ముందు ఇలాంటి హెనాన్ వరదలను ఎలా నివారించాలి అని చెప్పేసి blue book on climate change పేరుతో ఇటీవల చైనా ఒక రిపోర్ట్ని విడుదల చేసిందన్నమాట okay so blue book on climate change పేరుతో రిపోర్ట్ని విడుదల చేసిన దేశం ఏది చైనా ఓకే అండ్ ఆ బుక్లో ఏముంటుంది ముఖ్యంగా ఇకపై పర్యావరణాన్ని ఎలా పరిరక్షించు పరిరక్షించుకోవాలి అండ్ విపత్తులను ఎలా డిజాస్టర్స్ని ఎలా నివారించాలి అనేది ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట right now coming on to next important topic in the news that is hydrogen fuel cell based train okay so భారతదేశంలో క్రమక్రమంగా ఇంధన వాడకాన్ని తగ్గించడం ఓకే ఇంధన వాడకాన్ని తగ్గించడం కాలుష్యాన్ని తగ్గించడం భారతదేశ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాల్లో ఇది ఒకటిగా మిగిలింది అవునా సో ముఖ్యంగా పొల్యూషన్ని అండ్ వెహికల్ పొల్యూషన్ని తగ్గించడం కోసం సో నార్మలీ ట్రైన్స్ ఉన్నాయి ట్రైన్స్ ఎలక్ట్రిసిటీ ద్వారా నడుస్తున్నాయి అండ్ డీజిల్ ద్వారా నడుస్తున్నాయి సో ఈ డీజిల్ ద్వారా నడవడం వల్ల పర్యావరణానికి హాని అదేవిధంగా ఈ ట్రైన్లలో డీజిల్ నింపడానికి మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది సో క్రమక్రమంగా ఏం చేస్తున్నారు బ్యాటరీ వెహికల్స్ని ఓకే హైడ్రోజన్ సెల్ వెహికల్స్ని ఇవ ఇలాంటి టెక్నాలజీస్ని భారతదేశ ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తుంది సో ఇటీవల మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ట్రైన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఎక్కడ నార్థన్ రైల్వేస్ పరిధిలో ఓకే సో నార్దర్న్ రైల్వేస్ పరిధిలో ముఖ్యంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే సోనీపట్ మరియు జిండ్ జంక్షన్ ఓకే సో ఈ సెక్షన్ మధ్యలో ప్రయోగాత్మకంగా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ట్రైన్ని పరీక్షించబోతున్నారు ఓకే సో ఏ రైల్వేస్ నార్దర్న్ రైల్వే గుర్తుపెట్టుకోండి ఎంత దూరం వరకు ప్రయోగించబోతున్నారంట అంటే ఎయిటీ నైన్ కిలోమీటర్స్ టెస్ట్ చేయబోతున్నారు ఈ hydrogen cell based train okay most important ఉత్తర రైల్వేలు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ట్రైన్ని పరీక్షించబోతున్నారు అనమాట okay most important now coming on to another important topic in the news Bajrang Punia so ఇప్పటి వరకు ఒలింపిక్స్కి సంబంధించి భారతదేశం నుండి ఎవరెవరు మెడల్ సాధించారు ఇదంతా కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ సెషన్స్లో తెలుసుకున్నాం ఒకే ఒక్క పర్సన్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో తెలుసుకోలేదు at that is Bajrang Punia okay so Bajrang Punia మనకి ముఖ్యంగా men's freestyle sixty five KG wrestling కేటగిరీలో ఓకే సో ఏ కేటగిరీలో కుస్తీ పోటీల్లో అరవై ఐదు కిలోల విభాగానికి చెందిన కుస్తీ పోటీల్లో బజరంగ్ పునియాకి బ్రాంజ్ మెడల్ లభించింది ఓకే సో మొత్తం భారతదేశం ఈ టోక్యో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు సాధించింది ఏడు పథకాలు సాధించింది అందులో ఒకటి బంగారు పథకం రెండు సిల్వర్ మెడల్స్ అండ్ మిగతా four bronze medals right so వీటికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం డీల్ చేశాము సో బజరంగ్ పునియా ఒక్కరి గురించి మనం డీల్ చేయలేదు బజరంగ్ పునియా విషయానికి వస్తే men's freestyle sixty five KG విభాగంలో బ్రాంజ్ మెడల్ని సాధించాడు ఏ రాష్ట్రానికి చెందినవాడు హర్యానా రాష్ట్రానికి చెందినవాడు గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఇంకో important point he is the only Indian wrestler to win three medals at the world cup wrestling championships okay world wrestling ఛాంపియన్షిప్స్లో మూడు మెడల్ గెలుచుకున్న ఏకైక భారతీయుడు కూడా బజరంగ్ పునియా ఓకే ఇక్కడ he won bronze medal by defeating Kazakhstan's Daulet నియా నియాజ్ బెకోవ్ డౌలెట్ నియా నియాజ్ బెకోవ్ కజకస్తాన్కి చెందిన డౌలెట్ నియాజ్ బెకోవ్ అనేవాడిని ఓడించి ఈ కాంస్య పథకాన్ని సాధించాడు ఎవరు బజరంగ్ పునియా హర్యానా రాష్ట్రానికి చెందినవాడు ఓకే ఏ క్రీడలో వ్రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీల్లో next coming on to another important topic in the news that is Indo Bhutan space cooperation okay so భారతదేశ అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో రాబోయే రోజుల్లో భూటాన్ దేశానికి చెందిన ఒక శాటిలైట్ని లాంచ్ చేయబోతుంది ఎప్పుడు డిసెంబర్లో ఓకే డిసెంబర్లో భూటాన్ దేశానికి చెందిన శాటిలైట్ని అంతరిక్షంలో లాంచ్ చేయబోతుంది భారతదేశ అంతరిక్ష సంస్థ అయిన ISRO most important right so ఇక విషయానికి వస్తే The development of INS-2B satellite of Bhutan is being underway by four Bhutanese engineers who were trained at ISRO's UR Rao Satellite Center in Bengaluru. So, e Bhutan ప్రయోగించబోయే శాటిలైట్ పేరేంటి INS two B INS two B శాటిలైట్ని ప్రయోగించబోతున్నారన్నమాట okay and most important point ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఇస్రో అంటే భారతదేశం ఈ సౌత్ ఏషియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌత్ ఏషియన్ దేశాలను దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని చేపట్టింది దాన్నే మనం సౌత్ ఏషియన్ సెటిలైట్ కార్యక్రమం అంటున్నాం సౌత్ ఏషియన్ సెటిలైట్ సో ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఉన్న దేశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా శాటిలైట్ సేవలను అందించడం కోసం భారతదేశం స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ సెటిలైట్ కార్యక్రమం అంటాం సో ఆ కార్యక్రమంలో భాగంగా మా భూటాన్ దేశం కూడా ఉంది అండ్ ఈ భూటాన్ దేశానికి కూడా అంతరిక్ష సేవలు వాళ్ళకు సంబంధించి సహాయ సహాయ సహకారం సహకారాలు భారత ప్రభుత్వం అందిస్తుందన్నమాట ఓకే సో ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే డిసెంబర్లో భారతదేశ అంతరిక్ష సంస్థ భూటాన్కి సంబంధించిన శాటిలైట్ ఐఎన్ఎస్ టూ బీని డిసెంబర్లో ప్రయోగించబోతుంది అండ్ ఈ భూటనీస్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఓకే ఈ శాటిలైట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో శిక్షణ పొందారు okay most important now coming on to next important topic in the news that is Aditi Ashok okay so Aditi Ashok విషయానికి వస్తే అసలు ఈవిడ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే ఒలింపిక్స్లో పాల్గొన్న మొట్టమొదటి గోల్ఫర్ మొట్టమొదటి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి గోల్ఫ్ ప్లేయర్ ఎవరు అని అంటే అదితి అశోక్ సో త్రుటిలో మెడల్ని కోల్పోయింది అండ్ ఓవరాల్గా ఒలింపిక్స్ పోటీలో అంటే గోల్ఫ్ ఆటకి సంబంధించి ఫోర్త్ ప్లేస్లో నిలిచింది అదితి అశోక్ ఓకే సో భారతదేశం నుండి మొట్టమొదటిగా ఒలింపిక్ క్రీడల్లో గోల్ఫ్ క్రీడను గోల్ఫ్ క్రీడ గోల్ఫ్ క్రీడలో భాగంగా ఒలింపిక్ క్రీడల్లో పార్టిసిపేట్ చేసింది ఎవరు అని అంటే అదితి అశోక్ ఓవరాల్గా ఒలింపిక్స్ గోల్ఫ్ క్రీడకు సంబంధించి నాలుగో స్థానంలో నిలిచింది త్రుటిలో ఏం మిస్ అయింది పథకం మిస్ అయింది అన్నమాట ఓకే సో చూడండి she is the first Indian to play and win on the LET and finish second on the European circuit in two thousand sixteen అదేవిధంగా మనకి షీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక ఏ రాష్ట్రానికి చెందింది కర్ణాటకకి చెందింది she is the first ever golfer to represent India at the Olympics so భారతదేశం నుండి గోల్ఫ్ క్రీడను రిప్రజెంట్ చేస్తూ పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి క్రీడాకారిణి ఎవరు అంటే Aditi Ashok most important right now coming on to next important topic Ujjwala two point O okay Ujjwala two point O oh. So ప్రధానమంత్రి ఉజ్వల యోజన దీని గురించి మనం చాలా చదివాము and Ujjwala Yojana one point O so first ఫేజ్లో భాగంగా అసలు ఈ ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశ వ్యాప్తంగా అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ఈ ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అవునా సో దాంట్లో భాగంగా ఉజ్వల ఫస్ట్ ఫేజ్లో సో ఇది సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయబోతున్నారు ఆగస్ట్ పదిన ఫస్ట్ ఫేజ్లో భాగంగా దాదాపు ఎనిమిది కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా అండ్ ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా ఇంకో కోటి మందికి additional one crore LP connections LPG connections ఇవ్వబోతున్నారు ఉజ్వల టూ పాయింట్ ఓలో భాగంగా ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నాడు అంటే మహోబా ఉత్తరప్రదేశ్ ఎప్పుడు టెన్త్ ఆగస్ట్న స్టార్ట్ చేయబోతున్నారు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే సో ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గ్యాస్ కనెక్షన్ ఎల్పిజి కనెక్షన్స్ని అందించడం అదేవిధంగా ఈ ఎల్పిజి కనెక్షన్స్ లేదా ఈ ఎల్పిజి కనెక్షన్స్లో భాగంగా ఉన్న సబ్సిడీని మహిళల అకౌంట్లో జమ చేయడం సో రెండు వేల ఇరవై ఒకటి కల్లా రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఎన్ని ఇళ్లకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చారు అంటే ఎనిమిది కోట్ల ఇళ్ళకి సో అసలు ఈ పథకం ప్రారంభమైంది ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కోసం కానీ రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఎనిమిది కోట్ల మందికి ఇచ్చారు అండ్ ప్రస్తుతం ఇంకా ఈ పరిధిని పెంచడం కోసం అడిషనల్గా వన్ క్రోర్ పీపుల్కి గ్యాస్ కనెక్షన్స్ అన్నమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి so next item that is UN security council open debate so దీన్ని మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో కూడా డిస్కస్ చేసాము యుఎన్ఎస్సి అంటే United Nations security council so ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగంగా పది నాన్ పర్మనెంట్ సభ్యులు ఆ తర్వాత ఐదు పర్మనెంట్ సభ్యులు సో ఐదు పర్మనెంట్ సభ్యులు ఎవరు USA Russia United Kingdom France and China so ఇవి ఐదు పర్మనెంట్ సభ్యులు దాంతోపాటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగంగా పది నాన్ పర్మనెంట్ సభ్యులు ఉంటారు అండ్ దాంట్లో ప్రస్తుతం ఇండియా కూడా ఒక సభ్యు సభ్యుడిగా ఉంది అండ్ దీనికి ప్రస్తుతం ఆగస్ట్ నెలకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలు ఇండియాకి లభించాయి అండ్ ఈ యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సమావేశానికి ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా అధ్యక్షత వహించబోతున్న మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్రలోకి ఎక్కాడనమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి and United Nations security council అనేది యునైటెడ్ నేషన్స్లో రెండవ అత్యున్నత సంస్థ ఓకే సో మొట్టమొదటి జనరల్ జనరల్ అసెంబ్లీ అయితే ఉంగా అంటాం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అత్యున్నత సంస్థ అయితే దాని తర్వాత అత్యంత ప్రభావితం చేసే అండ్ అత్యంత ప్రపంచానికి సంబంధించి కీలక డెసిషన్లు తీసుకునే సంస్థ ఈ United nation security council okay so ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క అధ్యక్షత బాధ్యతలు భారతదేశానికి లభించాయి ఆగస్ట్ నెలకు సంబంధించి ఏ దేశం నుండి తీసుకున్నాం మనం అధ్యక్షత బాధ్యతలు ఫ్రాన్స్ నుండి తీసుకున్నాం అవునా సో ఈ అధ్యక్షత లభించింది కాబట్టి భారతదేశ అధ్యక్షతలో నిర్వహించబోయే ఈ సదస్సుకి లేదా డిబేట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైర్మన్గా వ్యవహరించనున్నాడనమాట so Narendra Modi would be the first Indian prime minister to preside over a UN security council open debate so మరి ముఖ్యంగా ఈ డిబేట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విషయంపై స్ట్రెస్ చేసి ఏ విషయంపై ఎక్కువగా చర్చించనున్నాడు అంటే maritime security okay maritime security సముద్ర జలాల రక్షణ సముద్ర జలాల రక్షణకి సంబంధించిన విషయాలపై ఈ ముఖ్యంగా ఈ డిబేట్లో ప్రసంగించనున్నారు Narendra Modi right now coming on to next important topic in the news that is bio bank of Ayurveda so అసలు ఈ బయో బ్యాంక్ ఆఫ్ ఆయుర్వేద ఏంటి సో ముఖ్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో ఒక బయో బ్యాంక్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట సో బయో అంటే ఏంటి లివింగ్ అని అర్థం ఓకే సో చెట్ల నుండి అదేవిధంగా ఇతర జీవుల నుండి లభించే మెడిసిన్స్ని వీటన్నిటి మీద ప్రయోగాలు చేయడం కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో bio bank it would be the first bank of the world in Ayurveda ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఓకే సో ఈ all India institute of Ayurveda ఎక్కడుంది న్యూఢిల్లీలో ఉంది అండ్ దీన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఓకే సో ఆయుష్ అంటే అర్థమైంది సో ఆయుష్ మంత్రిత్వ శాఖ అని చెప్తున్నాం కదా సో ఈ ఆయుష్లో ఐదు పదాలకి ఐదు ఏవై ఏవై అంటే ఆయుర్వేద యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ అండ్ హెచ్ అంటే హోమియోపతి సో ఈ మంత్రిత్వ శాఖ బయో బ్యాంక్ ప్రపంచంలోనే మొట్టమొదటి బయో బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఎక్కడ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో న్యూఢిల్లీలో రైట్ నాకు coming on to next important topic that is Ujjwal Abahan so అసలు ఉజ్వల్ అబహన్ అంటే ఏంటి ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ఉన్న ఒక చేనేత వస్త్రం అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక చేనేత వస్త్రం ఈ ఉజ్వల్ అబహన్ ఓకే సో ఈ ఉజ్వల్ అబహన్ ఈ చేనేత వస్త్రాన్ని నేస్తున్న ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఈ చేనేత వస్త్రాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇంకా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం minister of petroleum and natural gas launched Assam handloom project Ujjwal Abahan on sixth August twenty okay so ఈ ఉజ్వల్ అబహన్ అస్సాం చేనేత వస్త్రాలను ముఖ్యంగా మార్కెట్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఏ మంత్రిత్వ శాఖ పెట్రోలియం మరియు సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఆ కార్యక్రమం పేరు ఉజ్వల్ అబహన్ సో ఈ project this project will support and train over a hundred artisans of Bhatiapar of Sivasagar Assam okay so Assam జిల్లాలోని ఈ చేనేత వస్త్రాలను తయారు చేసే వస్త్రకారులు ఎవరైతే ఉన్నారో దాదాపు వంద మందిని ఈ ఉజ్వల్ అబహన్లో భాగంగా ministry of petroleum and natural gas సహకారం అందించనుంది అన్నమాట క్లియర్ గుర్తుపెట్టుకోండి and next Seekho aur Kamao scheme okay Seekho aur Kamao scheme so అసలు ఈ సీకో ఔర్ కమావో స్కీమ్ ఏంటి అంటే ముఖ్యంగా మైనారిటీ యూత్ ఎవరైతే ఉంటారో ఓకే యూత్ ఎవరైతే ఉంటారో fourteen to thirty five years fourteen to thirty five years age గ్రూప్లో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకుంటూ సంపాదించడం నేర్చుకుంటూ సంపాదించడం అంటే వాళ్ళకు స్కిల్ ఏదైనా ఒక నైపుణ్యం నేర్పిస్తారు అండ్ ఆ నైపుణ్యంలో భాగంగా వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తారు దీన్నే మనం సీకో అవర్ కమావో స్కీమ్ అని అంటాం సో ఇటీవల ఈ స్కీ సీకో అవర్ కమావో స్కీమ్ పైన రాజ్యసభలో చర్చ జరిగింది and minister of minority affairs ఎవరు ముక్తార్ అబ్బాస్ నక్వి ఈ ఈ స్కీమ్కి సంబంధించి ఇచ్చాడు అనమాట సో ఏమని చెప్తున్నారు అంటే in the last seven years three point nine two lakh students three point nine two lakh students అంటే దాదాపు మూడు లక్షల తొంభై రెండు వేల మంది విద్యార్థులు ఈ సీకో ఔర్ ఖమావో స్కీమ్లో భాగంగా నైపుణ్యాలను పెంచుకున్నారు అదేవిధంగా సంపాదించుకున్నారు అని అనమాట సో సీకో అవర్ కమావో స్కీమ్ ముఖ్యంగా it aims at providing employment and employment opportunities improving the employability of existing workers school dropouts etcetera so ఎవరైతే మధ్యలోనే చదువును ఆపేశారో అదేవిధంగా ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా నైపుణ్యాన్ని కల్పించి ఆ నైపుణ్యానికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలను సృష్టించి వాళ్ళను తమ కాళ్ళపై వాళ్ళు నిల్చునేలా చేయడం ఈ సీకో ఆర్ ఖమావో స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం now coming on to next important topic so ఇక్కడ మనకి గ్రీస్ దేశంలోని ఒక ప్రధాన దేవి ఓకే దాన్నే మనం ఇవియా ఓకే ఇవియా అంటాము లేదా ఇయుబోయా అంటాం ఇయుబోయా ఇయుబోయా అనే దీవిలో ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ ఓకే సో కార్చిచ్చు రగులుకుంది అండ్ ఈ కార్చిచ్చుల వల్ల గ్రీస్లో కూడా గ్రీస్లో కూడా విపరీతంగా వాతావరణంలో ఉన్న టెంపరేచర్ టెంపరేచర్ బాగా పెరిగిపోయింది దాదాపు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్లు ఈ అడవిలో రాజుకున్న కార్చిచ్చు వల్ల ముఖ్యంగా గ్రీస్లో చాలా ప్రభావం చూపిస్తుంది అన్నమాట ఓకే సో వీటిని మనం కార్చిచ్చులు అడవిలో ఉండే కార్చిచ్చులను ఏమంటాం ఫారెస్ట్ ఫైర్స్ లేదా వైల్డ్ ఫైర్స్ అని అంటాం సో ఇటీవల గ్రీస్లో గ్రీస్ దేశంలోని ఇవియా దీవి లేదా ఇయుబోయా దీవి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈయుబోయా దీవిలో కార్చిచ్చు అంటుకుంది లేదా వైల్డ్ ఫైర్ అంటుకుంది అండ్ దీనివల్ల గ్రీస్లో చాలా కాలుష్యం అదేవిధంగా గ్రీస్ యొక్క వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ని చేరుకున్నాయి right now coming on to next important topic so IPCC's sixth assessment report so అసలు ఐపీసీసీ అంటే ఏంటి intergovernmental panel on climate change అని అంటాం అన్నమాట intergovernmental panel on climate change so అసలు ఈ intergovernmental panel on climate change విషయానికి వస్తే ముఖ్యంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో ఎలాంటి సంఘటనలు సంభవించాయి అని చెప్పేసి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ని తీసుకొని వస్తుందన్నమాట ఓకే ఇటీవల అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఐపిసిసి తమ ఆరవ అసెస్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసింది సో ఈ ఆరవ అసెస్మెంట్ రిపోర్ట్లో కొన్ని ముఖ్యమైన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ చెప్పింది ఏమని అంటే వాతావరణ మార్పు అనేది యాక్చువల్గా సంభవిస్తుంది సో మనకు తెలియకపోవచ్చు ఫిజికల్గా వాతావరణానికి మనం ఎలాంటి మార్ ఎలాంటి హాని చేస్తున్నాం ఇవన్నీ మనం కళ్ళ ద్వారా చూడకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా అది జరుగుతూనే ఉంది ఓకే సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి సో మాల్దీవ్స్ అనే దేశాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలలో మాల్దీవ్స్ దేశాలు అనేవి మునిగిపోతాయి అవి మనకు కనిపించవు సముద్ర గర్భంలో కలిసిపోతాయి ఓకే ఆ తర్వాత మనకి భారతదేశ కోస్టల్ సిటీస్ అయినా బాంబే కానివ్వండి కొచ్చి కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల ప్రమాదం పొంచి ఉంది ఇవి కూడా టూ థౌజండ్ హండ్రెడ్ అంటే ట్వంటీ వన్ ఈ నగరాలు కూడా సముద్ర మట్టం కానున్నాయి అని ఈ నివేదిక చెప్తుంది అదేవిధంగా భారతదేశంలో వరదలు భూకంపాలు ఇవి కామన్ అయిపోతాయి సో వీటన్నిటినీ మనం తప్పించుకోవాలి అంటే భూ పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఓకే సో ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో one point five degree centigrade పెరగకుండా మనం చూసుకోవాలి సో ఇక ముందు మన టెంపరేచర్స్ని అన్నిటినీ కూడా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ తక్కువ చేయాలి ఓకే వాతావరణంలో ఉన్న టెంపరేచర్స్ని minus one point five degree centigrade దగ్గరికి తీసుకొని రావాలి అప్పుడే పర్యావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉంటుంది అని ఐపీసీసీ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పిందన్నమాట ఓకే సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పింది సో ముఖ్యంగా భారతదేశ తీర ప్రాంతానికి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఒక ముప్పు పొంచి ఉంది అని ఐపీసీసీ సిక్స్త్ అసెస్మెంట్ రిపోర్ట్ చెప్తుంది ఐపీసీసీ అంటే ఏంటి international intergovernmental panel on climate change intergovernmental panel on climate change okay so దీన్ని నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్థాపించారు ఐపీసీసీని ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్థాపించారు ఎవరు స్థాపించారు అంటే వరల్డ్ మెటీరోలాజికల్ ఆర్గనైజేషన్ మరియు united nations environment programme united nations environment programme so ఈ రెండు సంస్థలు కలిసి ఈ ఐపీసీసీని స్థాపించాయి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయి వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తున్నాయి ఇవన్నీ కూడా ఐపీసీసీ చెప్తుందనమాట రైట్ అదేవిధంగా నెక్స్ట్ మనకి world lion day okay world lion day ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము ఆగస్ట్ టెన్త్న సెలబ్రేట్ చేసుకుంటాము ఒక ఇంపార్టెంట్ డే ఆగస్ట్లో గుర్తుపెట్టుకోండి అండ్ మనకు మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఐయుసిఎన్ సో ఐయుసిఎన్ అంటే ఏంటి international union for conservation of nature okay international union for conservation of nature so ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేచర్లో ఉన్న జంతువులు కానివ్వండి చెట్లు కానివ్వండి ఓకే ఇతర జీవజాలన్నీ అన్నీ ఎలా ఉన్నాయి ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అంతరించిపోయాయా పోయే ప్రమాదం ఉందా లేదా వీటికి ఎలాంటి డోకా లేదా వీటన్నిటిని ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ రెడ్ డేటా బుక్ కింద తీసుకొని వస్తుంది ఆ యూసీఎన్ ఓకే సో ఐయుసిఎన్ అంటే international union for conservation of nature and ఈ ఐయుసిఎన్ జాబితాలో ఐయుసిఎన్ రెడ్ డేటా బుక్లో మనకి లాయన్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి సో వార్తల్లో ఏ జంతువు కనిపించినా ముఖ్యంగా గుర్తుపెట్టుకొని వార్తల్లో ఏదైనా జంతువు వార్తల్లో నిలిచింది అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఐయుసిఎన్లో ఈ జంతువు ఏ కేటగిరీలో ఉంది ఓకే వల్నరబులా లేదా ఎక్స్టింక్ట్ అయిందా ఎండేంజర్డ్ జాబితాలో ఉందా ఇవి గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచ సింహాల దినోత్సవం August tenth and IUCN red లిస్ట్లో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది క్లియర్ అండ్ ముఖ్యంగా భారతదేశంలో కనిపించే సింహాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏషియాటిక్ లయన్స్ అంటాం ఏమంటాము ఏషియాటిక్ లయన్స్ సో సింహాలు రెండు రకాలు ముఖ్యంగా ఆఫ్రికన్ లయన్స్ ఏషియాటిక్ లయన్స్ భారతదేశంలో కనిపించే సింహాలు ఏషియాటిక్ లయన్స్ అండ్ గుజరాత్లో ఉన్న Gir national park Gir national park ఈ ఏషియాటిక్ లయన్లకు చాలా famous clear now coming on to Pusa decomposer technology so ఇది మనకు ఒక విధంగా రైతులు తమ పంటని పంట కోత after harvesting the crop so పంటని కోసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉందో వాటిని ఏం చేస్తారు వెంటనే తగలబెట్టేస్తారు సో ఈ తగలబెట్టడం వల్ల జరిగేది ఏంటి ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఈ ప్రాసెస్ ఎక్కువగా జరుగుతుంది ఓకే సో దీనివల్ల ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా పెరుగుతుంది సో దీన్నే మనం ఇంగ్లీష్లో స్టబుల్ బర్నింగ్ అంటాం ఏమంటాము స్టబుల్ బర్నింగ్ సో ఈ స్టబుల్ బర్నింగ్ దీనివల్ల కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఇటీవల పూసా డికంపోజర్ టెక్నాలజీని లాంచ్ చేశారన్నమాట ఎవరు అంటే Indian council for agricultural research Indian council for agricultural research Pusa decomposer టెక్నాలజీని లాంచ్ చేశారు సో దీంట్లో భాగంగా ఈ వేస్ట్ ఏదైతే ఉందో పంట కోసిన తర్వాత మిగిలిపోయిన ఆ గడ్డి కానివ్వండి వేస్ట్ కానీ ఏదైతే ఉందో వాటిని తగలబెట్టకుండా డీకంపోజ్ చేసే ప్రక్రియని మనం Pusa decomposer technology so Pusa అంటే ఏంటి అంటే ఇది బీహార్లో ఉన్న ఒక ప్రాంతం ఓకే సో ఈ పూసా యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే భారతదేశంలో మొట్టమొదటి అగ్రికల్చరల్ కాలేజ్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఈ పూసాలో ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేశారు ఓకే సో ఇక్కడ ప్రయోగాలు చేసింది Indian council of agricultural research అందుకే దీన్ని పూసా డికంపోజర్ టెక్నాలజీ అంటాము so Pusa decomposer technology is related to stubble burning లేదా crop residue management so crop residue అంటే పంట కోసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని ఏమంటాము రెసిడ్యూ అంటాం సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనేది management right crop residue management లేదా స్టబుల్ బర్నింగ్గా గుర్తుపెట్టుకోండి clear now coming on to next important topic in the news that is one twenty seventh constitutional amendment bill okay so నీ నూట ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఒకటి సో ముఖ్యంగా ఈ బిల్లు ఏం చెప్తుంది అంటే ఇకపై రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల పరిధిలో ఓబీసీ జాబితాను రూపొందించవచ్చు అని చెప్తుంది ఈ బిల్లు అన్నమాట ఓకే సో ఈ బిల్లు ఏం చెప్తుంది రాష్ట్రాలు కూడా తమ పరిధిలో తమ రాష్ట్రాల్లో ఉన్న ఓబీసీ జాబితాలను రూపొందించుకోవచ్చు అని ఈ బిల్లు చెప్తుంది క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ముఖ్యంగా మనకి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా జరిగింది ఏంటి అంటే రెండు కొత్త ఆర్టికల్లు ఇన్సర్ట్ చేశారు రాజ్యాంగంలో ఏం ఆర్టికల్ అవి త్రీ థర్టీ ఎయిట్ బి మరియు three forty two A so ఈ రెండు ఆర్టికల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది ఈ one twenty seventh constitutional amendment bill ద్వారా ఓకే సో ఇప్పుడు ఓవరాల్గా భారతదేశ రాజ్యాంగానికి జరిగిన నూట ఐదవ సవరణ ఇది ఓకే నూట ఐదవ సవరణ రైట్ మరి బిల్లు ఎన్నవది అంటే నూట ఇరవై ఏడవ బిల్లు నూట ఇరవై ఏడవ బిల్ సో అన్ని బిల్లులు చట్టాలుగా మారుతాయా అంటే మారవు కదా సో నూట ఇరవై ఏడవ బిల్ అయితే భారత రాజ్యాంగానికి జరిగిన సవరణలలో సవరణలలో అమెండ్మెంట్లో ఎన్నవది అంటే వన్ నాట్ ఫిఫ్త్ది ఓకే వన్ నాట్ ఫైవ్ది అసలు ముఖ్యంగా మనకి one nought second constitutional amendment బిల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అసలు ఈ వన్ నాట్ సెకండ్ అంటే దీన్నే ఎన్సిబిసి అంటాం అవునా national commission for backward classes national commission for backward classes so దీంట్లో భాగంగా జరిగింది ఏంటి అంటే మూడు వందల ముప్పై ఎనిమిదో అధికరణను కొత్తగా చేర్చారు article number three hundred and thirty eight was introduced as a part of this one nought second amendment act so దీంట్లో భాగంగానే జాతీయ ఓబీసీ కమిషన్ని ఏర్పాటు చేశారు అవునా వెనుకబడిన తరగతుల కమిషన్ని ఏర్పాటు చేశారు దీనికి ఇటీవల సవరణ చేశారు అండ్ ఓవరాల్గా భారతదేశంలో భారతదేశ రాజ్యాంగానికి ఇది ఎన్నో సవరణ అంటే వన్ నాట్ ఫిఫ్త్ బిల్లుల పరంగా చూసుకుంటే one twenty seventh okay so ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఈ సవరణ చట్టం ద్వారా ముఖ్యంగా ఏం చేయబోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్రాలే తమ రాష్ట్రాల పరిధిలో ఎడ్యుకేషనల్లీ మరియు సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తుపెట్టొచ్చు గుర్తుపట్టొచ్చు ఒక లిస్ట్ని ప్రిపేర్ చేయొచ్చు అని చట్టం చెప్తుంది right now coming on to another important topic in the news that is rana punja bill so మనకి ఇటీవల రాజస్థాన్కి సంబంధించి ఇంతకు ముందు కూడా మనం కరెంట్ అఫైర్స్లో ఒక అంశం తెలుసుకున్నాము దట్ ఈస్ అమర్గర్ కోట లేదా అమర్గర్ ఫోర్ట్ గురించి తెలుసుకున్నాం అవునా సో అక్కడ లోకల్గా ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు పూజించే టెంపుల్పై హిందువులు కాషాయ జెండాని ఎగరేశారు సో అది ఒక వివాదం జరిగింది అమర్గర్ కోట అండ్ మళ్ళీ ఇక్కడ ఈ రాణా పుంజా బిల్ విషయానికి వస్తే ఇతని స్టాచ్యూ పైన కొందరు హిందువులు అతని స్టాచ్యూ పైన కాషాయ జెండాలను ఎగరేశారు అని మళ్ళీ అక్కడున్న ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ బిల్ తెగకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులపై మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది అన్నమాట ఓకే సో బిల్ తెగకి చెందిన ప్రజలకి మరియు హిందువులకి ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది దీనికన్నా ముందు మీనా తెగ ప్రజలకి హిందువులకి ఒక ఘర్షణ ఏర్పడింది అది అమర్గర్ కోట ఇక్కడ ఎవరి విగ్రహం రాణా పుంజా బిల్ మరి ఎవరు ఈ రాణా పుంజాబిల్ అంటే పదహారవ శతాబ్దానికి సంబంధించిన మహారాణా ప్రతాప్ కాలానికి సమకాలీకుడు మహారాణా ప్రతాప్ కాలానికి సంబంధించిన సమకాలీకుడు ఈ రాణా పుంజాబిల్ ఓకే సో మనకి మహారాణా ప్రతాప్కి మరియు అక్బర్కి ఒక యుద్ధం జరిగింది దీన్నే మనం ఏమంటాము హల్దీ ఘాటీ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి అంటాం అవునా సో ఈ బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటీలో మహారాణా ప్రతాప్ తరఫున ఈ రాణా పుంజా బిల్ కూడా పాల్గొన్నాడు మహారాణా మహారాణా ప్రతాప్కి సపోర్ట్గా ఈ రాణా పుంజా బిల్ కూడా ఆ బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటిలో పాల్గొన్నాడు సో బిల్లులకు సంబంధించి ఇతను ఒక యుద్ధ వీరుడుగా బిల్ తెగకు చెందిన ప్రజలు భావిస్తారు సో ఇక ఏం జరిగింది అంటే ఈయన విగ్రహం పైన ఇతని విగ్రహం పైన ఇటీవల కొందరు హిందువులు కాషాయ జెండాలను వేశారు సో దాంతో ఈ వివాదం చోటు చేసుకుంది రాణా పుంజా బిల్ గుర్తుపెట్టుకోండి బిల్ తెగ రాజస్థాన్కి సంబంధించింది అండ్ ఇతను మహారాణా ప్రతాప్ కాలానికి సమకాలికుడు అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి అక్బర్తో మహారాణా ప్రతాప్ చేసిన యుద్ధంలో ఎవరికి సహాయకంగా మహారాణా ప్రతాప్కి సహాయకంగా ఇతను ఉన్నాడు right now coming on to next important topic in the news that is kaziranga national park so kaziranga national park undi ఉంది అస్సాంలో ఉంది దేనికి ఇది ఫేమస్ అంటే వన్ horned రైనోసెరస్ ఓకే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఇది చాలా ఫేమస్ రైట్ మరి ఎందుకు ఈ కాజీరంగా నేషనల్ పార్క్ వార్తల్లో నిలిచింది అంటే మోస్ట్గా శాటిలైట్ ఫోన్లను వాడుతున్న మొట్టమొదటి నేషనల్ పార్క్గా ఓకే సో ఈ కాజీరంగా నేషనల్ పార్కులో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ ఫోన్లను అందించింది మరి ఈ శాటిలైట్ ఫోన్లను వినియోగించేవారు ఎవరు కేవలం లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ అంటే పోలీసులు కానివ్వండి సిబిఐ కానివ్వండి ఈడీ e కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ శాటిలైట్ ఫోన్లను వాడతారు కానీ ఒక అటవీ సిబ్బందికి అంటే ఒక జాతీయ పార్కులో పనిచేస్తున్న అటవీ సిబ్బందికి శాటిలైట్లు శాటిలైట్ శాటిలైట్ ఫోన్లను జారీ చేయడం మొట్టమొదటిసారి జరిగింది అండ్ శాటిలైట్లు ఫోన్లు జారీ చేయబడ్డ మొట్టమొదటి జాతీయ పార్క్ ఏంది అంటే కాజీరంగా జాతీయ పార్క్ ఎక్కడుంది అస్సాంలో ఉంది and it is may mostly famous for which animal ముఖ్యంగా ఇది ఏ జంతువుకి సంబంధించి చాలా ఫేమస్ అంటే వైన్ వన్ హార్న్ రైనోసెరస్ ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు చాలా ఫేమస్ రైట్ ఆ తర్వాత ఇటీవల భారతదేశంలో పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందన్నమాట సో మొత్తం భారతదేశంలో పునరుత్పాదక శక్తి రెన్యూబుల్ ఎనర్జీ అంటాం ఏమంటాం రెన్యూబుల్ ఎనర్జీ సో భారతదేశం యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ వంద గీగా వాట్లకు చేరుకుంది ఓకే వంద గీగా వాట్లకు చేరుకుంది అండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ భార ప్రపంచంలోనే అత్యధిక పునరుత్పాదక శక్తిని ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది ఓకే సో ఓవరాల్గా రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్న అత్యధిక రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యం కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఫోర్త్ ప్లేస్లో ఉంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీలో మళ్ళీ మనకి సౌరశక్తి లేదా సౌర విద్యుత్ కేటగిరీలో ఐదో స్థానంలో ఉంది అండ్ పవన విద్యుత్ కేటగిరీలో నాలుగో స్థానంలో ఉంది సో ఇలాంటి ప్రశ్నలు లేదా ఇలాంటి పాయింట్లు మనం ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ గ్రూప్ వన్ మెయిన్స్ రాసేటప్పుడు ఇలాంటి పాయింట్స్ని మనం మెన్షన్ చేస్తే అప్పుడు మన ఆన్సర్కి వర్త్ ఎక్కువ ఉంటుందన్నమాట ఓకే సో టోటల్గా భారతదేశం పునరుత్పాదక శక్తిని పునరుత్పాదక శక్తి కలిగి ఉన్న దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది సౌర విద్యుత్తులు ఐదో స్థానంలో ఉంది అండ్ పవన విద్యుత్లో ఫోర్త్ ప్లేస్లో ఉంది అండ్ భారతదేశం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా తమ దేశం యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఎన్ని ఎన్ని గిగావాట్లకు పెంచుకోవాలి నాలుగు వందల యాభై గిగావాట్లకు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అని భారతదేశం భావిస్తుంది ప్రస్తుతం భారతదేశం యొక్క సామర్థ్యం అంతా వంద గిగావాట్లు రైట్ ఆ తర్వాత fit India freedom run two point O fit India freedom run two point O so భారతదేశానికి ట్వంటీ ట్వంటీ వన్తో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండబోతున్నాయి అవునా సో డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సో దీంట్లో భాగంగా జాతీయోద్యమంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర పోషించిన అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్ర ఉద్యమకారుల గురించి అదేవిధంగా ముఖ్యమైన స్థలాల గురించి చాలా రకమైన వీడియోలు ప్రోగ్రాంలు చేస్తున్నారు అవునా సో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమమే కాకుండా రాష్ట్రగాన్ పోర్టల్ని కూడా ఇటీవల లాంచ్ చేశారు సో ఈ రాష్ట్రగాన్ పోర్టల్లో ఏం చేయొచ్చు మనం జాతీయ గీతాన్ని పాడుతూ ఒక వీడియోని రికార్డ్ చేస్తే అది అక్కడ అంటే నేషనల్ వెబ్సైట్లో ఆ వీడియోని ప్లే చేస్తారు అవునా సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ దాంట్లో భాగంగానే fit India freedom run two point O దీన్ని ఇటీవల స్టార్ట్ చేశారు ఓకే సో ఈ రన్ అంటే పరుగు పందాలన్నమాట ముఖ్యంగా క్లియర్ సో పరుగు పందాలు స్టార్ట్ చేశారు ఇవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తారంట అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుండి మొదలయ్యి అక్టోబర్ సెకండ్ అంటే గాంధీ జయంతి వరకు ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ని నిర్వహించబోతున్నారన్నమాట ఓకే సో భారతదేశంలోని ఏడు వందల నలభై నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు fit India freedom run right ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సో మిలిటరీ ఎక్సర్సైజ్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో most most most important and మొట్టమొదటిసారి ఏవైనా మిలిటరీ ఎక్సర్సైజులు జరిగాయి అంటే అవి ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతాయి okay so Al Mohed Al Hindi exercise Al Mohed Al Hindi exercise so ఇది భారతదేశం మరియు సౌదీ అరేబియా దేశం ఈ రెండు చేస్తున్న ఒక నావికా విన్యాసాలు వీటిని మనం తెలుగు ఇంగ్లీష్లో ఏమంటాము నేవల్ ఎక్సర్సైజ్ అని అంటాం ఏమంటాము నేవల్ ఎక్సర్సైజ్ సో భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్యలో జరుగుతున్న మొట్టమొదటి నావికా విన్యాసాలు నేవీ ఎక్సర్సైజ్ పేరేంటి Al Mohed Al Hindi exercise Al Mohed Al Hindi exercise so what type of exercise is this అంటే it is an naval exercise so నావికా దళాలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి అన్నమాట సో భారతదేశ నావికా దళం నుండి ఇందులో మనకి Kochi INS Kochi Indian naval ship Kochi ఈ విన్యాసంలో పార్టిసిపేట్ చేయబోతుంది సో ఇలాంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి most important okay so Al Mohed Al Hindi exercise ఏ రెండు దేశాల మధ్యలో భారతదేశం మరియు సౌదీ అరేబియా భారతదేశం తరఫున భారతదేశానికి సంబంధించి ఏ నావ ఏ ఏ నావ ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది కొచ్చి ఐఎన్ఎస్ కొచ్చి పార్టిసిపేట్ చేయబోతుంది ఆ తర్వాత మనకి all India elephant and tiger population estimation exercise so ఇంతకు ముందు వరకు భారతదేశంలో ఏనుగుల పాపులేషన్ ఎంత అని చెప్పేసి ఎలిఫెంట్ సెన్సెస్ సపరేట్గా చేసేవారు ఆ తర్వాత టైగర్ సెన్సెస్ అంటే భారతదేశంలో పులుల జనాభా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి టైగర్ సెన్సెస్ సపరేట్గా చేసేవాళ్ళు సో ఇక ముందు అంటే ట్వంటీ ట్వంటీ టూ నుండి ట్వంటీ ట్వంటీ టూ నుండి ఏనుగుల జనాభాని లెక్కించేప్పుడే పులుల జనాభాను కూడా అంటే వీ రెండింటినీ ఎలిఫెంట్ సెన్సెస్ని టైగర్ సెన్సెస్ని కంబైన్డ్గా నిర్వహించబోతున్నారు అనమాట ఏ సంవత్సరం నుండి ట్వంటీ ట్వంటీ టూ నుండి గుర్తుపెట్టుకోండి సో దీంట్లో భాగంగానే ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వీటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ చదవాలి right now coming on to next important topic in the news semiconductors so ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటాం కదా ఐసీస్ అంటాం అదేవిధంగా ఈ సెమీ కండక్టర్లు ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క కొరత ఉంది ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు మరియు ఐసీల యొక్క కొరత ఉంది ఓకే సో ఈ ఐసీల కొరత సెమీ కండక్టర్ల కొరతని తీర్చడం కోసం ఇటీవల టాటా సంస్థ ఓకే సో టాటా సంస్థ ఇకపై మేము సెమీ కండక్టర్లు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ చిప్స్లు ఐసీలు తయారు చేసే రంగంలో కూడా మేము వెంచర్ కాబోతున్నాము అని ఇటీవల టాటా సంస్థ ప్రకటించింది గుర్తుపెట్టుకోండి సో టాటా సంస్థ ఎక్కడైతే భారతదేశం లోటుగా ఉందో ఆ సంస్థ ఆ కార్యక్రమంలోకి టాటా సంస్థ వెళ్తుందన్నమాట okay so Mumbai's based conglomerate Tata group has been ventured into semiconductor manufacturing right Now coming on to next important topic in the news that is Faceless Transport Initiative. So what is this Faceless Transport Initiative అంటే మనకు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం అవునా సో లైసెన్స్ తీసుకోవడానికి కానీ వాహ వెహికల్ రిజిస్ట్రేషన్స్ కోసం కానీ అవునా సో అక్కడ ఫిజికల్గా మనం ఆఫీస్కి వెళ్ళాలి సో ఇలా ఆఫీస్కి వెళ్ళే అవసరం లేకుండా లైసెన్స్ కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినవి కానీ లేదా ఇతర పర్సన్కి మన రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఈ అంతా ప్రక్రియను ఆన్లైన్లో చేసేయడం కోసం ఫేస్లెస్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది okay faceless transport initiative so transport ఆఫీస్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి మనం ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఆన్లైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ సేవలు అన్నీ ఆన్లైన్ ద్వారా అందించడం కోసం ఈ ఫేస్లెస్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది ఓకే సో మరి అసలు మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోవాల్సిన అవసరమే లేదా అంటే మీరు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది సో డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్గా మనం చేయాలి కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు పోవాలి అదేవిధంగా వాహనం యొక్క ఫిట్నెస్ పరీక్ష అంటాం సో వెహికల్ ఫిట్నెస్ కోసం కూడా వెహికల్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఈ రెండిటికి తప్ప మిగతా ఏ విషయానికి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంతా ఆన్లైన్లో చేసే ప్రక్రియనే ఈ ఫేస్లెస్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అంటున్నాం ఆ తర్వాత పాలీ నెట్వర్క్ సో ఇటీవల ఈ క్రిప్టో కరెన్సీస్ అంటాం కదా bitcoins cryptocurrencies so cryptocurrencies అంటే ఏంటి వీటికి ఎలాంటి ఫిజికల్ ప్రజెన్స్ ఉండదు కేవలం ఆన్లైన్లోనే ఈ కరెన్సీస్ అవైలబుల్గా ఉంటాయి అవునా వీటిని మనం ఏమంటాము బిట్ కాయిన్స్ అంటాము అండ్ బిట్ కాయిన్స్ అన్నప్పుడు మనం ఇంకో టెక్నాలజీ కూడా గుర్తుపెట్టుకోవాలి that is blockchain technology అవునా సో ఇటీవల పాలీ నెట్వర్క్ పేరుతో అసలు ఈ పాలీ నెట్వర్క్ సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి అంటే hackers pulled off the biggest ever crypto currency heist okay so ఒక విధంగా ఈ హ్యాకర్లు ఏం చేశారు ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ క్రిప్టో కరెన్సీల దోపిడీ ఇటీవల జరిగింది ఈ పాలీ నెట్వర్క్కి సంబంధించి ఓకే సో పాలీ నెట్వర్క్ అనే సంస్థ క్రిప్టో కరెన్సీస్ని డీల్ చేస్తుంది అండ్ ఈ పాలీ నెట్వర్క్ సంస్థ యొక్క వెబ్సైట్ని హ్యాకర్లు హ్యాక్ చేసి దాదాపు six million US dollars six million US dollars ఈ హ్యాకర్లు ఏం చేశారు ఆ బిట్ కాయిన్ని దొంగలించారన్నమాట ఓకే సో ఇది బిట్కాయిన్ చరిత్రలోనే అత్యంత పెద్ద దోపిడీ పాలీ నెట్వర్క్ గుర్తుపెట్టుకోండి clear so Poly Network recently seen in news is related to crypto currency right so ఈ ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది by this we end the session I hope you like it and thank you